విషయాలు దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మీ ముందు ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా ఎబ్రి పత్రికలో మనం ఇచ్చినట్లయితే ఎబ్రి పత్రికలో ఎబ్రి గ్రంథకర్త లేకపోతే అపోసులను పౌరులు కొన్ని విషయాలు రాస్తూ కొన్ని విషయాలు ఈ పదకొండల రాసినటువంటి విషయాలు కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాము శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు అపోజిట్ పౌలు లేకపోతే ఆ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు నేను గ్రంథకర్త అంటూ ఉంటున్నానంటే ఆ పత్రిక అపోస్తుడైన పౌలు రాశాడా లేకపోతే కాదా అనే దానికి చాలా అనుమానాలు వేద పండితుల్లో ఉన్నాయి కొన్నాళ్ళ వరకు అపోసుడైనటువంటి పౌలే ఆ పత్రిక రాశాడు అని చాలామంది నమ్మారు కానీ తర్వాత తర్వాత రీసెర్చ్లు పెరిగినప్పుడు ఏం చేశారంటే అపోజిట్ పౌలే ఆ పత్రిక రాశాడా లేదా అనే దాని మీద అనుమానాలు పడ్డాయి ముఖ్యంగా ఎందుకంటే అందులో ఎక్కడ కూడా ఆ పత్రికలు ఎక్కడ కూడా అపోజిట్ పౌలు రాశాడు అని ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు ఒకటి రెండు ఏంటంటే అపోజిట్ పౌలు ఓవరాల్గా ఎన్ని పత్రికలు రాశాడు ఈ హెబ్రి పత్రికను తీసి పక్కన పెడితే పదమూడు పత్రికలు రాశాడు కొత్త నిబంధనలు ఎన్ని పత్రికలు ఉన్నాయి అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలు ట్వంటీ ట్వంటీ సెవెన్ సువార్తలు ఎన్ని నాలుగు తర్వాత అపోస్తల కార్యాలు తర్వాత అన్ని ఇప్పుడు ఎన్ని ప్రకటన గ్రంథం తీసేయండి ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథం టోటల్ ఎన్ని తీసాం ఇరవై ఏడులో నాలుగు అపోస్తుల కార్యాలు ప్రకటన గ్రంథం ఆరు తీసేసాం ఇంకెన్ని ఉండాలి ట్వంటీ వన్ ఈ లెక్కలన్నీ గుర్తుండాలి ఫాస్ట్ ఫాస్ట్ ఇరవై ఒక్క పత్రికలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు అందులో పౌరుడు రాసిన పత్రికలు ఉన్నాయి పేతురు రాసిన పత్రికలు ఉన్నాయి యోహాన్ రాసిన పత్రికలు ఉన్నాయి యోధ రాసిన పత్రిక ఉంది మిగతా వాళ్ళ అందరినీ తీసి పక్కన పెడితే అపోస్తుడైనటువంటి పౌరుడు రాసిన పత్రికలు పదమూడు పత్రికలు ఈ హెబ్రి పత్రికలు మనం కలిపితే పద్నాలుగు పత్రికలు రైట్ అయితే అపోస్తమైనటువంటి పౌరులు రాసినటువంటి మిగతా పదమూడు పత్రికల్లో ప్రతి పత్రికలోనూ తాను రాసినటువంటి తన పేరు తన ఇంట్రడక్షన్ అలాగే తన శుభవచనాలు అన్ని ప్రతి పత్రికలోనూ ఏం చేస్తారంటే రాసుకుంటూ వచ్చాడు కానీ హెబ్రి పత్రికలో మాత్రం ఆ శుభ ఆ ఇంట్రడక్షన్ కానీ ఆ ఎండింగ్ కానీ కంక్లూషన్ కానీ ఏం కనబడవు కాబట్టి వేద పండితులు చరిత్ర రీసెర్చ్ చేసినప్పుడు వేద పండితులు అభిప్రాయపడింది ఇది అపోసుడు పౌలు రాశాడా లేదా అనే దానికి అనుమానాలు పడ్డాయి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చాను అయితే ఆ గ్రంథకర్త ఆ పత్రికను రాస్తూ కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఆ పత్రికలో రాయడం ప్రారంభించాడు పిల్లలను అటు ఇటు నడవదాం మాకంటే రైట్ ఒకటి ముఖ్యంగా ఓవరాల్గా ఆ గ్రంథకర్త ఉద్దేశించింది ఏంటంటే అన్నిటికన్నా శ్రేష్టమైన వాడు ఎవరు అంటే క్రీస్తు ఒకటో అధ్యాయంలో క్రీస్తుని గురించి చెప్తూ ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు అని నేర్పిస్తున్నారు ఆ తర్వాత ఆ పాత నిబంధనలో మోసే మంచి నాయకుడు కనుక మోషే కంటే శ్రేష్టమైన వాడు తర్వాత అహరోను కంటే శ్రేష్టమైన వాడు ఆ తర్వాత ప్రధాన యాచకుల కంటే శ్రేష్టమైన ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చు ఓవరాల్గా గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే ఏమి రుజువు చేయాలని ఆశపడుతున్నాడంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాడు ఎవడంటే యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త అందులో కొన్ని శ్రేష్టమైనటువంటి వాటిని గ్రంథకర్త తీసుకొస్తున్నాడు వాటిని కొన్ని ఇప్పటి మేము చాలా నాశపడుతున్నాను అందులో మొదటిది ఏంటంటే శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత చదువుదాం మొదటి అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు ఉన్నటువంటి వచ్చిన ఒకసారి పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఆయన కుమారుని సమస్తములను వాసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదత్తుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో శ్రేష్టమైన నామం పొందెనో కంటే అంత శ్రేష్ఠుడై అంత ఉన్నత శ్రేష్ఠుడై మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను పౌరుల నాలుగు వచనంలో గ్రంథకర్త ఉద్దేశించిన ఒకటే ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకని అలా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అని అంటే హెబ్రి పత్రిక వాస్తవానికి ఎవరి కొరకు రాస్తున్నాడంటే యూదుల నుండి హెబ్రియుల నుండి ఎవరైతే క్రైస్తవ్యంలోనికి లేకపోతే విశ్వాసంలోనికి వచ్చారో వారు ఆ సమయంలో హింసలను బట్టి వారు ఆ సమయంలో శోధనను బట్టి అక్కడికక్కడ చల్లా చెదరైపోయినటువంటి సందర్భంలో గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే ఈ పత్రికను రాయడం ప్రారంభించాడు అందుకు అందుకనే ముఖ్యంగా పత్రిక అంతా మీరు బాగా చదవగలిగినట్లయితే వాస్తవంగా పై పై చదివినట్టయితే వేద పత్రిక కన్నా చాలా లోతైనటువంటి మాటలు చాలా లోతైనటువంటి భావాలు ఆ పత్రికలో మనకు కనబడతాయి ముఖ్యంగా ఎందుకని ముఖ్యంగా పాత నిబంధన ప్రవచనాలు అధికంగా కనబడతాయి పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు అధికంగా కనబడేటువంటి ఒక పత్రిక హెబ్రి పత్రిక ఎందుకని గ్రంథకర్త అలా రాస్తూ ఉన్నాడంటే యూదుల కొరకు రాస్తున్నాడు యూదులు ఎవరైతే వారు విశ్వాసంలోనికి మారు మనసు పొంది దేవుని వైపుకి వచ్చి వారు చల్లా చెదురైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని బలపరచడానికి మరలా పాత నిబంధనలో అంటే వారు యూదా మతంలో ఉన్నప్పుడు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే వారు నమ్మారో ఏ ధర్మశాస్త్రాన్ని అయితే వారు అనుసరించారో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాగ్దానాలను లేకపోతే ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ వారిని బలపరచడానికి ఈ గ్రంథకర్త ఈ హెబ్రి పత్రం రాయడం ప్రారంభించాడు అందులో మొదటిగా ఆ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే పూర్వమందు నానా సమయముల్లో నానా విధాలుగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు నిజంగానే పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు భక్తులతో మాట్లాడేవాడు అయితే భక్తులతో మాట్లాడేవాడు రకరకాలుగా మాట్లాడేవాడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు రాజుల ద్వారా మాట్లాడేవారు అలాగే యాజకుల ద్వారా దేవుడు మాట్లాడేవారు రకరకాలుగా వివిధ రీతిలో దేవుడు ఏం చేశాడంటే పాత నిబంధన భక్తులతో మాట్లాడుతూ ఉండేవాడు అలాగా పాత నిబంధన ఏంటంటే నానా మాట్లాడేవాడు మాట్లాడేవాడక నానా విధాలుగా మాట్లాడేవాడు అయితే ఈ దినాలలో ఈ అంత్య దినాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పగలరా పాత నిబంధనలో వారికి లేనటువంటి ప్రత్యక్షత పాత నిబంధనలో వారికి వారు ఎప్పుడు చూడలేనటువంటి ఒక గొప్ప మహిమ దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు క్రీస్తు ద్వారా కృత నిబంధనకి అనుగ్రహించి ఉన్నాడని మనం గమనించగలుగుతాం హలలుయ పాత నిబంధనలో వారికి ఆ ప్రత్యక్షత కనబడలేదు పాత నిబంధనలో వారికి ఆ మహిమ తెలియలేదు అయితే కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసు వారి ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షత ప్రజలకి కనబరుస్తూ ఉన్నట్లుగా మనకి ఆ లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతాం హలలుయ అందుకే యోహాను స్వార్థ రాస్తూ ఉన్నప్పుడు యోహాన్ ఏం రాస్తారంటే ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే శరీరధారి కృపాసతి సంపూర్ణిగా మన మధ్యకు వచ్చిన నివసించారు అంతకు మునుపు ఆయన రాలేదు ఆ మహిమ ఆ మాట తర్వాత ఒక మాట ఉండదు ఒకసారి చదువుదాం ఆ మాట యోహాన్ స్వర్గం మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆయన శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను రైట్ ఆ చెప్పే మాట శ్రేష్టమైనది తండ్రి వలన కలిగిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అద్వితీయ కుమారుని ఆయన మనం ఏం చేసామంటే ఆయన మహిమను కనుగొన్నాం ఎలా కనుగొన్నాము పాత నిబంధనలో వారు కనుగొనలేనటువంటి మహిమ పాత నిబంధనలో వారికి కనపడలేనటువంటి ఒక ప్రత్యక్షత క్రొత్త నిబంధన సంఘమైనటువంటి మనకి ఎలా కనబడింది అంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం ద్వారా ఆ మహిమను మనం ఏం చేసామంటే కనుగొన్నామని భక్తుడు రాస్తూ ఉన్నాడు హలలియ ఈ పక్కన ఆ ప్రత్యక్షతను కనుగొన్న వారు బిగ్గరగా రెండు హస్తాలపైకి దేవునికి స్తోత్రాక్షరంగా ఆ ప్రత్యక్షత మామూలు ప్రత్యక్షత కాదు ఆ ప్రత్యక్షత సాధారణమైనటువంటి ప్రత్యక్షత కాదు అది చాలా చాలా శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత అని ఆ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పటి వేళ హలలియ పూర్వమందు నానా సమయాల్లో ఆయన మాట్లాడేవాడు పూర్వమందు నానా విధాలుగానే ఆయన మాట్లాడేవాడు కానీ ఈ అంత్య దినాల్లో ఆ కుమారుని యొక్క ప్రత్యక్ష ద్వారా మనతో ప్రతి దినము ప్రతి క్షణం ఆయన మాట్లాడుతూనే ఉన్నాడని ఆ గ్రంథకర్త మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పటి వేళ హలలియ ఇప్పటి వేళ ఆ ప్రత్యక్షతను అనుభవించేవారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పగలరా ఒక పాత నిబంధనలు మనం గమనించినట్లయితే మోషే ఒకసారి ప్రయత్నించాడు మోషే ఆయన మహిమను చూడాలి మోషే గురించి మాట్లాడుతూ ఏమంటారంటే ఒక గొప్ప సాక్ష్యము ఆయన స్నేహితునితో ఎలా మాట్లాడాడో అలా ముఖాముఖిగా ఏం చేశాడు దేవునితో మాట్లాడాడు అని రాశాడు ఆ మాట ఒకసారి తీద్దాము నరకమాకాండము ముప్పై మూడవ అధ్యాయంలో ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ విషయం మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుచున్నాను అక్కడ కాదు వాస్తవానికి ముఖాముఖిగా మాట్లాడటం అంటే ఒక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మాట్లాడము అయితే ఆ కింద భాగం మనం చదివినట్లయితే వాస్తవంగా మోర్షే దేవుని ముఖాన్ని చూడగలరా అని మనం గమనించగలిగినట్లయితే ఒకసారి చూద్దాం పద్దెనిమిది నుండి చెప్పండి చూడండి మోషే మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి నీ దయచేసి నీ మహిమను నాకు చూపమనగా లేకపోతే ఇంకో ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాను కనుక నీ ప్రత్యక్షత ఒకసారి నాకు చూపించు నిన్ను నువ్వు నాకు బయలుపరుచుకో అని దేవుణ్ణి మోస అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మోసతో చెబుతున్నట్టు మాట ఒకసారి చదువుతా నా మంచితనం అంతయు నీ ఎదుట నేనేం చేస్తానంటే కనుపరుస్తాను యహోవా అనేటువంటి నామమును నీ ఎదుట నేను ప్రకటిస్తాను బాగా తర్వాత నేను ఎవరి మరియు ఆయన మరియు ఆయన నా చూడజాలవు నీవు నా ముఖమును ఏం చేయజాలవు చూడజాలవు చూడజాలవు ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనేను ఏ నరుడు నన్ను చూస్తే బ్రతకడనేను బ్రతకలేడు మరియు ఆగు పదకొండవ వచనంలోనేమో ఏమంటాడంటే ఆయన ముఖాముఖిగా నాతో మాట్లాడాడు అంటే ముఖాముఖిగా ఒకరి ముఖాలు చూసుకుంటే ఒకరు మాట్లాడాడు అని అంటున్నాడు అయితే వాస్తవంగా తర్వాత మనం గమనించగలిగినట్లయితే ప్రభువారు లేకపోతే దేవుడు చెబుతున్న ఒక మాట ఏంటంటే ఎప్పుడునూ నా మహిమను చూడజాలడు ఒకవేళ ఏ నరుడైనా ఏ మనిషి అయినా నన్ను చూడదలచిన వాడు బ్రతకడు తర్వాత చదువుదాం ఇప్పుడు ఇదిగో నా ఆ మీద అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పోనీ నువ్వు నా మహిమను చూడాలని కోరుతున్నావు కాబట్టి నేనేం చేస్తానంటే ఇదిగో పర్వతం మీద ఒక బండ ఉంది నువ్వు ఆ పంట మీద నిలవమని నువ్వు ఆ పంట మీద నువ్వు నిలవు నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా నా మహిమ లేకపోతే నా ప్రత్యక్షత నిన్ను దాటి వెళ్ళుచు ఉండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి ఆ బండ సందులో నిన్ను దాటి వెళ్ళు వరకు నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నా చేతితో నేనేం చేస్తాను కప్పెదను కప్పుతాను ఎందుకని నువ్వు నన్ను చూస్తే ఏం చేస్తావు చనిపోతావు ఎందుకంటే ఏ నరుడు కూడా నన్ను చూడజాలు ఏ నరుడైనా నన్ను చూడదలిస్తే వాడు బ్రతుకునేరుడు కాబట్టి నువ్వు బ్రతకడం నాకు కావాలి కనుక నువ్వు ఏం చేయకూడదు అంటే నిన్ను చూడకూడదు కాబట్టి నేను నా చేతితో నేను ఏం చేస్తాను కప్పేదను తర్వాత నా చెయ్యి తీసిన తర్వాత నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూసేదవు కానీ నా వెనక పార్శ్వమును చూచేదవు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను నా ముఖమును నువ్వు నీకు కనపడదని మోషే దేవుడు దేవుడు మోషేతో చెబుతూ ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం హల్లెలూయా దేవుడు మోషతో చెబుతున్నాడు మోషే ఆయన మహిమను చూడాలని ఆశపడ్డాడు లేకపోతే ఆయన ప్రత్యక్షతను చూడాలని ఆశపడ్డాడు కానీ దేవుడు పాత నిబంధనలు మనం గమనించగలిగినట్లయితే ఎవరైనా ఏ మనుషుడైనా ఆయన మహిమను చూడాలి అని అంటే ఎవడైనా ఏ నరుడైనా ఆయన ముఖాన్ని ఆయన ప్రత్యక్షతను చూడాలి అని అంటే ఆ నరుడు ఎప్పటికీ కూడా మరలా తిరిగి జీవించడు వాడు చనిపోయే అవకాశం పాత నిబంధనలో కనబడుతుంది అయితే క్రొత్త నిబంధనలో యేసు వారి ద్వారా మనకి లభించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత ఏమిటి అని అంటే ఆయన పాత నిబంధనలో ఒకవేళ ఆయన మహిమను చూస్తే మనుషుడు చనిపోతాడేమో కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఆయన మహిమను చూడగలిగేటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు హలలుయా అదే హెబ్రి గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు పాత నిబంధనలో నానా సమయంలో ఆయన ప్రత్యక్షత చూపించాడు నానా విధాలుగా ఆయన ప్రత్యక్షత చూపించాడు అయితే ఈ రోజుల్లో దేవుని కుమారుని ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మనతో మాట్లాడుతూ వస్తున్నాడు లేకపోతే ఆయన మహిమను మనకు చూపిస్తూ వస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పగటి వేళ హలెలుయా ఈ పగటి వేళ అతి శ్రేష్టమైన ప్రత్యక్షత లభించిన వారు కింద దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పగలరు కింద హలెలుయా పాత నిబంధనలో దేవుణ్ణి ఏ నరుడు కూడా నేరుగా చూడలేడు దేవుణ్ణి ఏ మనిషి కూడా ముఖాముఖిగా చూడలేడు దేవుని మహిమను ఏ మనిషి ఏ మానవుడు కూడా నేరుగా చూడలేడు ఎందుకు చూడలేడు అంటే మానవుని యొక్క శరీరం లేకపోతే మానవ మానవుడు అంటేనే ఒక పాపిగా లేకపోతే ఒక పాపిగా పరిగణించబడుతున్న సందర్భంలో దేవుని యొక్క ప్రత్యక్షను చూడడం అంటే అంత సాధారణమైనటువంటి విషయం కాదు ఆ అసాధారణమైనటువంటి విషయము దేవుడు మోసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు ఏం చేశాడంటే తన చేతిని ఆ మోసే మోషేకి కప్పి ఏం చేస్తున్నాడంటే ఆ మహిమను కొద్దిగా చూచేలాగా చేసినట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం ఆ తర్వాత మీరు గమనించగలిగినట్లయితే మోసే ఆయనను చూసిన తర్వాత ఆయన ప్రత్యక్షతను గమనించిన తర్వాత మోసే కిందకి దిగి వచ్చినప్పుడు ఈ మిగతా ఇస్రాయేలీలో అంతా మోసేను చూసినప్పుడు మోసే ముఖం ఎలా ఉందని రాస్తున్నాడంటే ఆయన మొక్క చర్మం ఎలా ఉందంటే ప్రకాశ ఉన్నట్ట లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే ఆ దేవుని యొక్క తేజస్సు మోష ముఖంలో కనబడుతున్నట్లుగా దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి అయితే ఈ కృత నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుని మనము నేరుగా చూడలేకపోయినా దేవుని మనం ముఖాముఖిగా చూడలేకపోయినా క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఔన్నత్యము దేవుడు క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే దేవుని కుమారుని ద్వారా ఆయన మహిమను చూడగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు హాలలుయ ఎంతమంది సంతోషంగా దేవుడిని స్థుతించగలుగుతారు ఇప్పటి వేళ మన పితరుల మహిమను చూడలేకపోయారు మన పితరుల ప్రత్యక్షతను చూడలేకపోయారు మన తండ్రుల ప్రత్యక్షతను చూడలేకపోయారు కానీ సంఘమైనటువంటి మనకి దేవుడు ఆ ప్రత్యక్షతను చూడగలిగేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని కొత్త నిబంధనలు నడిపించినందుకు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఒకంత హాలలుయ ఒకసారి పిలిపించి యేసు ప్రభుని అడుగుతున్నటువంటి ఒక మాట ఉంది చదువుదాం ఆ మాట యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఆయన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి చెప్పిన తర్వాత జరిగినటువంటి ఒక ఉన్న పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన నుండి కింద చదువుతాం యేసు ప్రభువారు అంటూ ఉన్నారు నేనే మార్గమును నేనే సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎందుకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే చూడండి మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి ఉంటారు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఎందుకు మీరు నన్ను ఎరిగి ఉన్నారు తర్వాత మీరు ఏం చూశారంటే ఆయనను చూచి ఉన్నారు ఎలాగా మీరు నన్ను చూచారు కనుక ఆయనను కూడా చూసి ఉన్నారు తర్వాత మాట అప్పుడు ఫిలిప్ వచ్చి అప్పుడు ఫిలిప్ వచ్చి అడుగుతున్నాడు ప్రభా తండ్రిని మాకు పాత నిబంధనలో మోస అడిగినటువంటి అదే మాట మోస దేవుణ్ణి ఏమడుగుతున్నాడు ప్రభా నీ మహిమను నాకు చూపించాలని అడుగుతున్నాడు ఫిలిప్ ఫిలిప్ ఏమడుగుతాడంటే యేసు ప్రభాని అడుగుతున్నాడు ఆ దేవుణ్ణి మాకేం చేయి తండ్రిని మాకేం చేయి కనపరచు చూపించు లేకపోతే ఆయన మహిమను మాకు చూపించు అంటున్నాడు తర్వాత మాకు అది చాలని చెప్పిన తర్వాత నేను ఇంతకాలం యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మరలా కనుపరచమని లేకపోతే చూపించమని నువ్వు ఎలా అడుగుతున్నావు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా చెప్పుచున్న మాటలు నేను మీతో చెప్పుచున్నటువంటి మాటలు నా ఎందు నేనే చెప్పుటలేదు అది నా ఎంత నేనే చెప్పడలేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు చాలు అక్కడ కావడం ఇక్కడ ఓవరాల్ గా ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభా ఆ తండ్రిని మాకేం చేయి కనబరచు మా జీవితంలో అదే చాలు అంతకన్నా శ్రేష్టమైనటువంటి భాగ్యం ఇంకోటి లేదు అని అంటే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నన్ను ఎరిగి ఉంటే మీరు తండ్రిని ఎరిగి ఉన్నట్లే మీరు నన్ను చూచి ఉంటే ఆ తండ్రిని మీరు చూచినట్లే కాబట్టి ఆయన మహిమను మీరు పొంది ఉన్నారు కాబట్టి మీరు నన్ను నమ్మి ఉంటే మీరు ఆయన మహిమను ఏం చేయగలరు పొంది ఉన్నారు చూద్దాం ఈ ముందు వచ్చిన సరే పెట్టండి పై వచ్చిన తొమ్మిదో వచ్చిన నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక మరలా తండ్రిని కనపరచమని లేకపోతే ఆయన మహిమను చూపించమని ఎలా అడుగుతూ ఉన్నావు చాలా చాలా అక్కడ కాగుదాం అక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఈ రోజున నువ్వు నన్ను నమ్మి నువ్వు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగిన వాడు అవుతావు లేకపోతే నువ్వు నన్ను చూచి ఉంటే నీకు నన్ను చూచే అనుభవం నీకు ఉన్నట్లయితే నా మహిమను చూడగలిగేటువంటి అనుభవం నీకు ఉన్నట్లయితే ఆ తండ్రి యొక్క మహిమను కూడా నువ్వు చూచిన వాడవే ఎందుకంటే తండ్రిలో నేను నాయందు తండ్రియులో ఉన్నామని మీరెరుగురా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యేసు ప్రభు పిలుపుని ఈ పగటి వేళ ఆ శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత క్రొత్త నిబంధన సంఘానికి యేసు క్రీస్తు ద్వారా మనకి దేవుడు అనుగ్రహించాడు హలలుయా పాత నిబంధనలో అందరికీ అందరికీ ఆ ఆ ధన్యత లభించలేదు పాత నిబంధనలో అందరికీ ఆ శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత లభించలేదు అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పాత నిబంధనలో నానా విధాలుగా నానా సమయాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అయితే మాట్లాడి మాట్లాడి మాట్లాడిన తర్వాత దగ్గర దగ్గరగా పాత నిబంధన క్రొత్త నిబంధనకి మధ్య దగ్గర దగ్గరగా నాలుగు వందల సంవత్సరాలు డార్క్ ఏజ్ అంటారు చీకటి యువ అంటారు అంటే నాలుగు వందల సంవత్సరాల దేవుడు ఎవరితో మాట్లాడలేదు అని చరిత్ర నేర్పిస్తుంది బైబిల్ మనకి నేర్పిస్తుంది అయితే నాలుగు వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అయితే అది పాత విధానంలో కాదు పాత విధానంలో కాదు పాత విధానంలో కాకుండా ఒక నూతనమైనటువంటి విధానంలో దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి దేవుడు తన అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి తన మహిమను తన ప్రజలకు చూపించడం ప్రారంభించాడు హలలుగా పాత నిబంధనలో అతి శ్రేష్టమైనటువంటి అనుభవం లభించలేదు అయితే కృత నిబంధనలో ఆ శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత ఆయన శరీరధారిగా ఉండి లోకంలో మానవుని వలె జీవించి మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడై ఈ రోజు కూడా దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు అక్కడ అదే హెబ్రి పత్రికలోకి వచ్చినట్లయితే ఆఖరిలో ఏమంటాడంటే ఆయన ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గ్రంథకర్త హలలుయ అది యేసు ప్రభు ద్వారా మనకి లభించేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత అది మనకి యేసు యేసుక్రీస్తు ద్వారా మనకి లభించేటువంటి శ్రేష్టమైనటువంటి మహిమ ఈ పదవి వేళ అతి శ్రేష్టమైనటువంటి మహిమ అతి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత సంఘానికి లభించినందుకు దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించిన ప్రభావ కింద నా మాటలు ఎంతగా త్వరగా తీసుకెళ్తున్నాను మొదటిగా ఆ గ్రంథకర్త ప్రారంభ వచనాల్లోనే ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే పాత నిబంధనలో ఎక్కడా లేనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుని ద్వారా దేవుడు మనకిచ్చాడు రెండవదిగా మనం చూసినట్లయితే రెండవదిగా ఏడవ అధ్యాయంలోకి వద్దాం

దేవుని యొద్దకు మనము చేర్చున్నాము చాలు ఇక్కడ ఏడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరికొన్ని మాటలు అక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ గురించి ప్రస్తావిస్తున్నాడు మొదటిది శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత రెండవది శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కనుక ఓవరాల్ గా ఆ పత్రిక అంతట్లో కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను ఎత్తి చూపిస్తూ పాయింట్ చేస్తూ రాస్తూ ఉన్నాడు అందులో ఈ ఏడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి యేసు ప్రభు వారి ఎంపిక గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఆయన ప్రధాన యాచకుడిగా ఏ విధంగా ఆయన ఎంచబడ్డాడు వాస్తవంగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం అనేది అనే ఒక నియమము ఒక నియమ పుస్తకము లేకపోతే ధర్మశాస్త్రము యూదులకు ఉండేది ఆ ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఆలోచన చేస్తే ఆ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే కనుక యాచకులు అయ్యేటువంటి అర్హత ఎవరికి మాత్రమే అని అంటే లేవీయులకు మాత్రమే అయితే ఆ విషయంలో స్పష్టం చేసుకుంటూ వస్తూ అక్కడ ఆ నుండి మీరు చదివితే మీకు అర్థమవుతుంది కానీ ఏ వారు లేవి గోత్రానికి చెందినవాడు కాదు ఎంతమంది వస్తున్నారు మీరు రెస్పాండ్ అవ్వాలి యేసు వారు ఏ గోత్రానికి చెందినవాడు వెరీ గుడ్ అందుకనే ఆయన ఏమన్నారంటే యోధ గోత్రపు ఓకే రైట్ ఆయన లేవి గోత్రానికి చెందినవాడు కాదు కాబట్టి ఆయన యాజకుడు అనేటువంటి అర్హత ఆయనకి ఎక్కడది అనేటువంటి ప్రశ్నలు అనేటువంటి అనుమానాలు అనేకమైనవి బయటకు వచ్చినప్పుడు గ్రంథకర్త స్పష్టం చేసుకుంటూ వస్తూ రాస్తున్నాడు ఏమని రాస్తూ ఉన్నాడంటే ధర్మశాస్త్రం అనేటువంటి నియమము అది ఒకడు ఒకప్పుడు ఉండేదా ధర్మశాస్త్రము ఉంది అయితే ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచన చేస్తే లేవీలు మాత్రమే ఏం చేయబడాలంటే యాచకత్వ క్రమంలోనికి రావాలి కానీ యేసు వారు లేవియా గోత్రానికి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన మెల్కిసదేకు క్రమము చొప్పున ఏం చేసిందంటే యాచికత్వ క్రమాన్ని పొందుకున్నటువంటి వాడు అనేటువంటి విషయాలు పైపుష్పాల నుండి రాసుకుంటూ వచ్చాడు మీ ఇంటికి చదవండి నేను చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను అయితే ఆయన మెల్ లేవి గోత్రపు క్రమము చొప్పున కాదు ఆయన మెల్కిసే క్రమము చొప్పున ఏం చేశాడంటే ప్రధాన యాచకుడుగా ఎంచబడుతూ ఉన్నాడు అయితే ధర్మ ధర్మశాస్త్ర ప్రకారం లేవీలు మాత్రమే ఏం చేయబడాలి యాజకులు అవ్వాలి అయితే ఆ ధర్మశాస్త్రం ఏం చేయనబడలేదంటే సంపూర్ణ సిద్ధి కలగ చేయట్ల సంపూర్ణ సిద్ధి కలగ చేయడం అంటే ఆ ధర్మశాస్త్రము ఒక లేవి గోత్రం ద్వారా లేకపోతే ఆ యాజకత్వం ద్వారా ఒక పాపిని సంపూర్ణంగా ఏం చేయట్లేదంటే పరిశుద్ధునిగా చేయట్లా లేకపోతే ఒక పాపిని ఆ ధర్మశాస్త్రము నీతిమంతునిగా ఏం చేయట్లేదంటే తీర్చట్లా లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే ఒక పాపిని సంపూర్ణంగా ధర్మశాస్త్రము క్షమించట్లా ధర్మశాస్త్రము కృత నిబంధనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే ధర్మశాస్త్రము మనం ఒక పాపివి అని ఎత్తి చూపించుద్దు అంతవరకే కానీ క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు చెందిన ఆధిక్యత ఏంటంటే నువ్వు పాపివైని నువ్వు గుర్తించగలిగితే నిన్ను క్షమించేటువంటి గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు హలలుయ అదే పాత నిబంధన ధర్మశాస్త్ర యుగానికి అలాగే కృపా యుగానికి మధ్య గల తేడా ఏంటి కృపా యుగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నువ్వు పాపిమని నువ్వు గుర్తించగలిగితే నేను క్షమించేటువంటి కృప దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అది పాత నిబంధనలు లేదు అలా ధర్మశాస్త్ర ప్రకారం లేదు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చలేము కాబట్టి అక్కడ పౌలు లేకుండా గ్రంథకర్త రాసి ఏమని అంటే ఒక ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలగ చేయట్లేదు కాబట్టి ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ లేకపోతే ధర్మశాస్త్రం బలహీనమైనదిగా కనబడుతుంది కనుక అది నిష్ప్రయోజనంగా కనబడుతుంది కనుక అది నివారణ చేయబడి ఉన్నది అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే దాన్ని దాన్ని తీసి పక్కకు పెట్టడం జరిగింది పక్కకు పెట్టిన తర్వాత అంతకంటే శ్రేష్టమైనటువంటి ఒక నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడదు అక్కడ కాదు పాత నిబంధనలో ధర్మశాస్త్రం నీ పాపాన్ని కడగట్లేదు పాత నిబంధనలో ధర్మశాస్త్రం శుద్ధిగా చేయట్లేదు పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేటువంటి ఆ ధర్మశాస్త్రం మీద నిరీక్షణ పెట్టుకునేటువంటి అసలు ఏ విధమైనటువంటి సూచన మనకు కనబడు కానీ దానికంటే శ్రేష్టమైనటువంటి ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు ఏమిటి ఆ నిరీక్షణ అంటే మన సర్వ పాపాన్ని కడగగలిగేటువంటి ఒక నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మన పాప పరిహారం లభిస్తుంది అని ఆ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఎవరు అని ఏసు క్రీస్తు ప్రభు వారు హలలుయ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్రం నివారణ చేయబడింది ఎందుకు అనంటే దాని మీద నిరీక్షణ పెట్టుకోవడానికి ఏ ఆస్కారం కనబడట్లేదు మనకి యూదులు చాలా మంది ధర్మశాస్త్రాన్ని అనుసరించారు కానీ సంవత్సరాలు గడిచిన కొద్దీ సంవత్సరాలు గడిచిన కొద్దీ ఆ ధర్మశాస్త్రం మీద ఆధారపడడానికి లేకపోతే ధర్మశాస్త్రం మనల్ని మన పాపముల నుండి కడుగుతుంది అని నమ్మడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం కనబడట్లేదు అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము సిలువలో ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని కార్చినట్టుగా మనము లేఖనాల్లో మనం నేర్చుకోగలుగుతాం అది శ్రేష్టమైనటువంటి నిరీక్షణ పాత నిబంధనలు ఆ ధర్మశాస్త్రం మీద మనం అట్టి నిరీక్షణ కలిగి ఉండలేము కానీ కొత్త నిబంధనలో క్రీస్తు పట్ల మనము ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై జీవించేటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు చదువుగా ఒక మాట తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ ఒక మాట ఉంటుంది తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనం అన్య జనులలో చూడండి ఈ ఒక మర్మం గురించి పోలు అక్కడ రాస్తున్నాడు మర్మం గురించి రాస్తూ అన్య జనులలో ఈ మర్మము ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మహిమైశ్వర్యము అనగా క్రీస్తు ఎందున్నట్టండి ఆయనే మహిమ ఆయనే నిరీక్షణ ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును బయలుపరచను చాలు అక్కడ పౌలు రాసి ఏమంటాడంటే అన్ని జనులలో ఈ మహిమ లేకపోతే ఈ నిరీక్షణ అన్ని జనులకు లేదు అయితే పరిస్థితులకి దేవుడు ఏం చేశాడంటే ప్రారంభంగా ఆ ఆ నిరీక్షణ లేకపోతే ఆ మహిమైశ్వర్యము కనుపరిచాడు అయితే కనుపరిచి ఏం చేశాడంటే ఆ మర్మాన్ని దేవుడు వారికి బయలుపరిచాడు వారి ద్వారా అన్ని జనులకి ఏం చేస్తున్నాడంటే ఆ మహిమను లేకపోతే ఆ నిరీక్షణ ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు ఆయన మహిమైశ్వర్యం ఎంటిదో అది అన్య జనులకి పరిశుద్ధుల ద్వారా దేవుడు చూపించబోతున్నాడు అట్టి గొప్ప నిరీక్షణ దేవాది దేవుడు ఎవరికి ఇచ్చాడంటే పరిశుద్ధులకి ప్రారంభంగా అనుగ్రహించాడు పరిశుద్ధులు అంటే ఎవరు ఇంకో మాటలో సంఘము సంఘానికి అట్టి మహిమ లేకపోతే అట్టి నిరీక్షణ దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరిచాడు ప్రారంభంలో అయితే సంఘము ద్వారా ఆ నిరీక్షణ ఎవరికి తెలియచేయబడాలి అన్య జనులకి తెలియపరచబడాలి సంఘము ద్వారా ప్రత్యక్షత లేకపోతే ఆ నిరీక్షణ ఎవరికి అందపడాలంటే అంటుచురులకి అందపడాలి ఆ మర్మము సంఘం ద్వారా అందపడాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మర్మము ఆ నిరీక్షణ చాలా గొప్పది అందుకనే ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతూ హెబ్రి పత్రికలు ఏమంటాడంటే ఆ నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదు అది సాధారణమైనటువంటి నిరీక్షణ కాదు అది శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఆ నిరీక్షణ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా అయితే రోమ పత్రికలు పౌరులు మాట్లాడుతూ మరలా ఏమంటాడంటే ఐదో అధ్యయంలో ఆ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు ఎవరైతే ఆయన ఎందు నిరీక్షణ ఉంచుతారో వారిని ఎప్పటికీ కూడా ఆ నిరీక్షణ సిగ్గుపరచనే పరచదు ధర్మశాస్త్రం మీద నువ్వు నిరీక్ష నిరీక్షణ చూపావనుకో ధర్మశాస్త్రం మీద నువ్వు ఆధారపడ్డావనుకో అది ఒకవేళ నిన్ను సిగ్గుపరిచేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే యేసుక్రీస్తు అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటారో ఎవరైతే అతి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటారో వారిని ఆ నిరీక్షణ ఎప్పటికీ కూడా ఏం చేయదంటే సిగ్గుపరచని సిగ్గుపరచదని ఆ జ్ఞాపకం చేస్తున్నాడు అపస్తున్నాడు మరొక మాట చదివించి నేను నా మాటలు మూవింగ్ చేస్తాను మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఈ ఈ ఈ నిరీక్షణ వల్ల మనకు లభించినట్టు ఏంటిదని ఒకసారి మనం చూద్దాం మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇంకా మనం ఇక మీద ఏ మోతామో అది ఇంకా ఏం చేయబడలేదు ప్రత్యక్షపరచబడలేదు కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కనుక ఆయన పోలి ఆయన మొదటి యోహాన పత్రిక మూడవ అధ్యాయం రెండు మూడు ప్రతి ఆయన ఆయన ఎందు ఈ నిరీక్షణ వాడు ఎవడైనను ఆయన ఎలా అయితే పవిత్రుడై ఉన్నాడో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పవిత్రుడుగా ఉన్నాడో తనను తాను ఏం చేస్తాడు పవిత్రుడుగా చేసుకుంటాడు అనమాట హలలుయ ఈ నిరీక్షణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం జీవించినట్టయితే ఆ నిరీక్షణ ఒకటి మనం సిగ్గుపరచదు అని దేవుని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి రెండవది ఆ నిరీక్షణ ద్వారా మనం ఏం చేయబడతామంటే పవిత్రులముగా చేయబడతాము ఎలా పవిత్రులముగా చేయబడతామంటే క్రీస్తు ఎలాగైతే పవిత్రమైన వాడిగా కనబడుతూ ఉన్నాడో మనకి ఆ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన ఎలాగైతే పవిత్రుడై ఉన్నాడో ఆ విధంగా ఏం చేయబడతాడంటే పవిత్రుడుగా చేయబడతాడు అదే ఈ శ్రేష్టమైనటువంటి నిరీక్షణకు ఉన్నటువంటి ప్రత్యేకత ధర్మశాస్త్రం మీద నిరీక్షణ చూపిస్తే నువ్వు పవిత్రుడుగా చేయబడవు ధర్మశాస్త్రం మీద నువ్వు ఒక నిరీక్షణ ఒక హోప్ లేకపోతే ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వేం చేయబడలేవు అంటే పరిశుద్ధులుగా మార్చబడలేవు అయితే ఎవరైతే ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటారో ఎవరైతే ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఆయన ఎలాగైతే పవిత్రుడై ఉన్నాడో ఆయన ఎలాగైతే పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నాడో అలాగా వారు ఏం చేయబడతారంటే పవిత్రులుగా మార్చబడతారని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ ఈ పగటి వేళ ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ మీద నువ్వు నువ్వు ఆధారపడగలిగినట్లయితే అట్టి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ నిరీక్షణ నీ జీవిత కాలంలో ఎప్పటికీ కూడా నిన్ను సిగ్గుపరచని పరచదు అది మాత్రం కాదు ఆయన ఎలా పవిత్రుడుగా ఉన్నాడో ఆ విధంగా పవిత్రుడుగా చేయడానికి కూడా శక్తి కలిగినటువంటి నిరీక్షణ ఈ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ హలలుయ అట్టి నిరీక్షణ కలిగినటువంటి వారు బిగరగా దేవునికి సోదర క్షమతో అనేక విషయాలు ఎవరి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు కానీ రెండు విషయాలు మాత్రమే ఈ రోజు మీ ముందు ఉంచాను రానున్న వారంలో మిగతా విషయాలు మీకు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను రెండు విషయాలు ఏంటంటే మొదటిది శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత రెండవది శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఈ రెండు ఈ శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత లేకపోతే ఈ నిరీక్షణ పాత నిబంధనలో లేకపోతే ధర్మశాస్త్ర యుగంలో ఎవ్వరికి కూడా అనుగ్రహింపబడి ఉండలేదు అయితే ఎవరైతే యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసుక్రీస్తు పట్ల తమ నమ్మికను ఉంచుతారో ఎవరైతే ఆయనను వెంబడించే వారిగా ఉంటారో మొదటిగా వారికి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించాడు లేకపోతే శ్రేష్టమైనటువంటి మహిమను చూచేటువంటి అనుభవంలోనికి దేవుడు వారిని తీసుకొస్తూ చేస్తున్నాడు అలాగే ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే అనుభవంలో ఉంటారో రెండవదిగా వాళ్ళ జీవితంలో వారి వారికి వారికి కలిగేది ఏంటంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగేటువంటి వారు వారై ఉంటారు ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ మన జీవితకాలంలో ఎప్పటికీ కూడా మనల్ని ఏం చేయాలంటే సిగ్గుపరచనే పరచదు మన జీవితాంతం ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణను మనము మన చేత పట్టుకొని మనం కొనసాగే వారముగా ఉన్నట్లయితే ఈ పగటి వేళ ఆయన ఏ విధంగా పవిత్రుడై ఉన్న ఉన్నాడో మనల్ని కూడా ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే పవిత్రులుగా మార్చేటువంటి శక్తి ఆ నిరీక్షణకి ఆ యేసు ప్రభు అనేటువంటి శ్రేష్టమైనటువంటి నిరీక్షణకు మాత్రమే ఉంది ఇప్పటి వేళ నా మాటలు నేను చేస్తున్నాను ఇప్పటి వేళ మన హృదయాలను ఒకంత ఆ శ్రేష్టమైనటువంటి మన గొప్ప ప్రభువుకు ఒకంత మనం అప్పగించుకోగలిగినట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత చూచేటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు అలాగే ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడికి నువ్వు జీవించే అనుభవంలో నువ్వు ఉండేలాగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడని దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం ఈ మా ఈ వల్ల ఎంతమంది అతి శ్రేష్టమైనటువంటి అనుభవంలో నా జీవితం ఉండాలి లేకపోతే అతి శ్రేష్టమైనటువంటి విధానంలో నా సంఘం ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారో అత్యంత మోకరించగలిగినట్లయితే కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం